ატექნაფო ტომიამე საკვალი შემონათვალი ასნაფოთი ჩამოქონდა ალვისკი ჩამონათალი ఏమండే వచ్చారు చూశారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది అక్కడ బెల్ సింబల్ ఉంది వాటి మీద నొక్కితే మళ్ళీ వస్తాడు అలాంటిదే అని ఉందా సో హాయ్ హలో నమస్తే వనకం శశిరేఖ నేను మీ శ్రీ అందరూ బాగుండాలి అందరూ మనం ఈ వాటి మన వీడియో అంటే ఒప్పి అంటే ఒప్పి లెవెల్లో ఉండబోతుందన్న అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దిగి లూట్ అయితే ఏరుకొని కిల్స్ అయితే చేసేద్దాం నా నిన్న కూడా అయితే వీడియోస్ చేయడం కొంచెం అంటే వీడియోస్ చేయడానికి అవుట్డోర్ షూటింగ్ అయితే వెళ్ళాను ఇదే మన వీడియో అయితే వాళ్ళది నా నిన్న నిన్నైతే చేయలేదు కాబట్టి ఈ వీడియో అయితే మంచిగా లైక్స్ అయితే ఇవ్వండి బూస్టప్గా ఉంటుంది మనం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ల్యాండింగ్ అవుదాం అయితే మనమైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళి ఆమోస్ గన్స్ అయితే తీసుకుందాం కుర్రోళ్ళు అయితే మనమైతే చక్కగానే దొరికింది కుర్రలు మనం అయితే ఇంకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇక యూఎంపీ అయితే దొరికింది కుర్రలు మనం అయితే యూఎంపీ తీసుకొని వెళ్ళిపోదాం మనం అయితే యూఎంపీ తీసేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనమైతే ఫుల్ టూ అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాం మన గ్లూవాలు కూడా దొరికినాయి రెండు మనం అయితే రెండు గ్లూవాలు తీసుకుని అయితే వెళ్ళిపోదాం మనకి లెవెల్ త్రీ బ్యాగ్ గాను మంచి గన్స్ కావాలి కుర్రలు అయితే ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ త్రీ గ్లోవర్స్ ఉన్నాయి కుర్రోలో మన టూ మెడికిట్స్ త్రీ గ్లోవర్స్ అయితే ఉన్నాయి అయితే మనకు ఒక ఎనిమిది అయితే కనబడాడు వాడికి ఒప్పి లెవెల్ అప్పుడు అయితే బద్దలు చేసేసాం మళ్ళీ ఒక ఎనిమిది అయితే కనబడాడు వాడికి వాడికి కూడా ఒప్పి లెవెల్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం కుర్రోలో వేరే అంటే వేరే లెవెల్ హెడ్ షాట్స్ పడ్డాయి ఇద్దరికి వాళ్ళ దగ్గర అయితే తీసుకోవడానికి అయితే వీళ్ళ దగ్గర అయితే లూట్ కూడా పెద్దగా లేదు వీళ్ళ దగ్గర అయితే పెద్దగా లూట్ కూడా లేదు కుర్రలు మనమైతే ఫోర్ ఏ వన్ నైట్ తీసుకుందాం అదైతే త్రీ చిప్స్ తగిలిస్తే వేరే అంటే వేరే లెవెల్లో హెడ్ షాట్స్ అయితే పడితే కుటుండు హెల్త్ కానీ కూడా మన దగ్గర ఇక్కడైతే మనం అయితే టూ కిల్స్ కొట్టాం త్రీ చిప్స్ అంటే అవి ఇలా ఉంటే కుర్రలు ఇలా ట్రిపుల్ వన్ ఉంది కదా కుర్రలు అలాగైతే ఉంటే వేరే అంటే వేరే లెవెల్ అయితే హెడ్ షాట్స్ కొట్టచ్చు ఇక్కడైతే మన దగ్గర అయితే ఫోర్ గ్లూవర్స్ సిక్స్ మెడికిస్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ కాయిన్స్ అయితే ఉన్నాయి మనం అయితే ఇంక క్రష్కి అయితే వెళ్ళొచ్చు కుర్రోళ్ళు చాలా మంది అయితే లైక్స్ చేయట్లేదు లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా విలువైనవి ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ కుర్రోళ్ళు లైక్స్ చేసి కామెంట్స్ చేయండి కుర్రోళ్ళు అలాగే మీకు నా షార్ట్ ఫిల్మ్స్ ఛానల్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది Sri Sri creations one four three అని ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని కుర్రోళ్ళు నేనైతే డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను షార్ట్ ఫిల్మ్స్ అంటే వేరే అంటే వేరే లెవెల్లో ఉన్నాయి కుర్రాళ్ళు అయితే మనకైతే కావాల్సిన కాయిన్స్ అయితే దొరికాయి కుర్రాళ్ళు మనమైతే ఎంపీ ఫార్టీ తీసుకున్నాం మనమైతే ఎంపీ ఫార్టీ తీసేసుకొని వెళ్ళిపోదాం మనమైతే ఎంపీ ఫార్టీ తీసేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడైతే మనకు కావాల్సినవి చూసి తీసుకుందాం అయితే మనకి అయితే ఏం దొరకలేదు కురులు మన దగ్గర అయితే టెన్ గ్లూవర్స్ ఉన్నాయి ఎయిట్ బెడ్ అయితే ఉన్నాయి మనం అయితే ఇంక రష్కి అయితే వెళ్ళొచ్చు మనం రష్కి అయితే వెళ్ళటానికి ట్రై చేద్దాం అయితే రష్కి వెళ్దాం కుర్రోళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం కుర్రోళ్ళు ఎనిమిస్ దగ్గరికి అయితే వెళ్దాం ఆ కూడా మన మనకైతే లిమిట్గా ఉన్నాయి మనం అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం కుర్రలు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళి రష్ ఇచ్చేద్దాం చేద్దాం అయితే మష్రూమ్ ఒకటి ఉంది తిన్నాం కుర్రలు మష్రూమ్ అయితే తినేసి వెళ్ళిపోదాం మష్రూమ్స్ తింటే ఈపీ e పెరుగుతుంది అయితే మనకైతే అయితే టూ కిల్స్ కొట్టాం కుర్రలు ప్రజెంట్ ఇంకా ఎనిమిస్ అయితే కనపడలేదు ఇస్తే వేరంటే వేరే లెవెల్ అయితే హెడ్ షాట్స్ కొడదాం సూపర్గా అయితే కిల్స్ కొట్టొచ్చేసి మనం ఎల్ఐవి అయితే ట్వంటీ సెవెన్ ఉన్నారు ఏం పర్వాలేదు కుర్రలు మనం అయితే వేరే అంటే వేరే లెవెల్లో కొట్టచ్చు లాస్ట్ ఫైట్ అయితే స్లో ఓపీ అంటే ఓపీ లెవెల్లో ఉంటుంది మీరే కుర్ర మీరే అంటారు కుర్రోళ్ళు అన్న ఇంత ఫైట్ చేసావా అని లాస్ట్లో అయితే హ్యాకర్ అయితే వచ్చాడు కుర్రోళ్ళు అయితే లెవెన్ గ్లూవల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర టూ హీల్స్ ఉన్నాయి ఎయిట్ మినిట్ కిట్స్ దాకా ఉన్నాయి కూరలు మ్యాక్సిమం రష్కి వెళ్ళొచ్చు అయితే లెవెల్ త్రీ హెల్మెట్ అయితే తీసుకుందాం మనం ఎనిమిది చూస్తున్నాడు ఒక ఎనిమిది కూడా కనపడలేదు ఇక్కడ రెండు మష్రూమ్స్ అయితే తెగ దొరుకుతున్నాయి రోజు చేద్దామంటే ఎనిమిస్ అయితే ఒక్కడు కూడా కనపడలేదు మనకి సచ్ చేసిన ఎనిమీస్ అయితే కనబడలేదు మనం అయితే డేంజర్ జోన్ లోకి వెళ్దాం అక్కడైతే బకిని ఎనిమీస్ దొరుకుతారు పక్కాగా అంటే రెడ్ జోన్ లో డేంజర్ జోన్ అన్న ఉంటది అక్కడైతే ఉంటారు ఎనిమీస్ గ్లోర్స్ తో తగ్గదురుతున్నాయి కొరలట టీం గ్లోర్స్ అన్నేమందగరేనే 6 6 కటింగ్ గ్లోల్స్ ఉన్నాయ్ 8 మెడికిట్స్ అయితే ఉన్నాయి కొరలు అయితే వెహికల్ ఎందుకు వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోదాం ఎనిమిస్ ఎక్కడున్నారో సెర్చ్ చేద్దాం సేఫ్ జోన్లోకి వెళ్ళేద్దాం మనం అయితే ఫస్ట్ మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది నాకైతే ఒక్క కూడా కనపడలేదు గురువుడు తెలుసుకోవడం ఉన్నప్పుడైతే కనపడలేదు కుర్రోళ్ళు మనకైతే ఇక్కడైతే మనకైతే ఒక ఎనిమిది పిల్లలు హెడ్ షాట్ పడిపోయింది ఇలా దొరికితే ఫస్ట్ ఫాస్ట్ అయితే తీసుకుంటే వేసుకోరు లేదంటే మీకు కూడా వచ్చేది రాయిన అవుతుంది వీడియోస్ చూసి చూసి ఇంతసేపు చూడాలా రష్ అయితే లేదని ఏం బాధ లాస్ట్ ఫైట్ అయితే వేరే అంటే వేరే లెవెల్లో ఉంటుంది don't miss don't miss fight that ఒక మీద కనబడే వాడికి కూడా ఒప్పి లెవెల్ హెడ్ షాట్ అయితే కొట్టాం కుర్రోలు మళ్ళీ చూస్తున్నానే మీద కనబడే వాడికి కూడా ఒప్పి లెవెల్ హెడ్ షాట్ అయితే పడిపోయింది కుర్రోలు వీడికైతే ఒప్పి లెవెల్ హెడ్ షాట్ అయితే పడిపోయింది కుర్రోలు పైన ఉన్నాడని చూద్దాం పైన అయితే లేనట్టు ఉన్నారు ఎనిమీస్ అంటే బ్యాగ్ ఫుల్ అయింది కొన్ని గ్లూ అయితే తీసేద్దాం అంటే వేస్ట్ లూట్ అంతా తీసేద్దాం మన దగ్గర ఎక్కువ కొన్ని అయితే తీసేద్దాం ఆమోస్ తీసుకుందాం కూరలు మన దగ్గర అయితే పర్ఫెక్ట్ ఉంది bag loot fifteen sixteen gloo walls ఉన్నాయి మనమైతే అయితే అంటే వేరే లెవెల్ కూడా అయితే ఎడవలు కనపడే వాడికి పిల్లలు లైట్ షేడ్ అయితే పెట్టుకుని కుర్రోళ్ళం మళ్ళీ మనం అయితే రీలోడ్ చేద్దాం ఇక్కడైతే ఇంకొక ఎనిమిది కనబడ్డాడు వాడికి కూడా పిల్లలు హెడ్ షాట్ పడిపోయింది షర్ట్ చూస్తున్నట్టు మళ్ళీ ఇంకొక కింద అయితే కనబడ్డాడు కుర్రలు వాడికి కూడా ఒప్పి అంటే ఒప్పి లెవెల్ హెడ్ షాట్ కొడదాం సైడ్ అయితే ఇంకా ఇక్కడైతే ఎనిమిది లూట్ అయితే ఉంది దాన్ని తీసేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మెడికిట్ అయితే ఉంది మనకు అవసరం లేదు కుర్రలు దగ్గర ఫుల్గా అయితే ఉంది లూటు చేసినందులో ఇక్కడే ఇక్కడ ఉండాలి ఎనిమి అంటే ఫైర్ చేసినప్పుడు మ్యాప్లో చేయించింది స్మోక్ చేసినా కానీ ఆడుకోరు మనం అయితే బయటకు వెళ్దాం ఆడే వస్తాడు అరే మనకి మైనస్ ఫోర్ పడ్డది ఇది మనం అయితే డ్రాప్ దగ్గర పోదాం వాడే వస్తాడు అయితే మనం అయితే రిపేర్ కిట్ అయితే యూస్ చేసాం కుర్రోళ్ళు అయితే మనం అయితే మీదైతే అయితే ఫైండ్ అవుట్ చేసేది అని మీదైతే వదులుదా హెలికాప్టర్ అయితే ఎనిమిది ఫైండ్ అవుట్ చేసిద్ది అయితే మనకైతే ఎనిమిది అయితే కనపడలేదు కుర్రోళ్ళు మ్యాప్లో అయితే చూపిస్తుంది కానీ రెడ్ సైడ్ ఉన్నదైతే అర్థం కాలే ఇక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నాడు వాడికి అయితే వేరే అంటే వేరే లెవెల్లో కొట్టాం ఇప్పుడు ఆఫ్లైన్ అట్టుకుంటా ప్లేయింగ్ ఎనిమిది అయితే ఉన్నాడు కుర్రోలు అడిగంటే వేరంటే వేరే లెవెల్లో కొడదాం అయితే మనకు వేడంటే వేరే లెవెల్లో కొడుతున్నాడు కుర్రోలు స్నైపర్ తీసుకున్నాడు చెడు అయితే చెడు వీడైతే ఫుల్ రష్ అయితే చేస్తున్నాడు కుర్రోలు అయితే మనం అయితే చుట్టూ అయితే వేసుకుని వెళ్తే అయితే పెంచుకుందాం వేరంటే వేరే లెవెల్లో కొడుతున్నాడు చూస్తున్నట్టయితే మన కుర్రోడు అయితే వేరే అంటే వేరే లెవెల్లో కొడుతున్నాడు హ్యాకర్ కొట్టినట్టు కొడుతున్నాడు కుర్రోడు స్నైపర్ బాగా యూస్ చేస్తున్నాడు ఏడబ్ల్యూఎం అయితే వేరే అంటే వేరే లెవెల్లో బాడీ షాట్లు కొడుతున్నాడు అయితే ఫుల్ డ్యామేజ్ అయితే చేశాడు కుర్రలు మనం ఎటు అయితే అటు తిరుగుతున్నాడు మన దగ్గర షార్ట్ రేంజ్ లేదనుకున్న కుర్రలు తీసుకోవడం తీసుకోవడం స్నైపర్ తీసుకున్నాడు వీడికైతే ఎందుకు గ్లోవల్ వేసాడు మనమైతే ఫుల్ డ్యామేజ్ అయితే ట్రై చేసాం కుర్రలు మనకి పడ్డది ఫుల్ డ్యామేజ్ వాడికి అయితే పడ్డది మనమైతే అరే ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఎనిమిది అయితే మిస్ అయ్యాడు ఇక్కడైతే ఆక్ సైడే ఉన్నాడు కుర్రలు మళ్ళీ మనం ఏదైనా అక్కడికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఫుల్ డ్యామేజ్ అయితే చేసాం కుర్రలు అరే చూడండి కుర్రోళ్ళు మనం అయితే ఎంత కొట్టినా కానీ గేమ్ అంతా గ్లిచ్ అవుతుంది ఇక్కడ హ్యాచ్ హ్యాకర్ లాగే కొడుతున్నాడు అయితే ఇంకొకే ఒక్కసారి మ్యాగ్జిన్ అయితే దించేద్దాం ఫుల్ మ్యాగ్జిన్ దించినా కానీ వాడు నాకైతే కావట్లేదు కుర్రలు సైడ్ అయితే వీడు వచ్చాడు పక్క వీటే ఉంటాడు వాడు వీడియో కుర్రలు అయితే మెడికిల్స్ కోసం అయితే వెళ్ళినట్టున్నాడు లూట్ బాక్స్ దగ్గరికి అయితే ఒక పిల్లలు హెడ్ అయితే పడిపోయింది ఒకే కుర్రలు ఇది వాటి మన ఈ వీడియో వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టాటా బాయ్ సీ సెలవు మీ గుండెల్లో నా గుండెక్కాయి